Thank you. హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే ప్లాస్ న్యూస్ మెరిట్ లిస్ట్ అనేది మనకి అందుబాటులోకి రావడం జరిగింది సో ఆ వివరాలను ఈ వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ మొట్టమొదటిసారిగా మనం ఈ వీడియోని చాలా ఫాస్ట్గా మనం పంపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు చూసినట్లయితే మీరు చూడొచ్చు friends A P D S C dot A P C F S S dot in ఏ వెబ్సైట్లోకి వెళ్ళండి క్రోమ్ కానీ లేదా మొజలో ఫైర్ బాక్స్ రెండిట్లో ఏదైనా కానీ మీరు చూస్ చేసుకోండి ఫ్రెండ్స్ చేసుకున్న తర్వాత ఒకసారి వీళ్ళ ఓపెన్ చేసిన వెంటనే డౌన్లోడ్ మెరిట్ లిస్ట్ అనేది మీకు కనిపిస్తుంది సో దీని మీద మీరు క్లిక్ చేయండి ఫ్రెండ్స్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా డీటెయిల్స్ అనేవి వస్తాయి పోస్ట్ డీటెయిల్స్ జోనార్ డిస్టిక్ డీ డీటెయిల్స్ వెరిఫికేషన్ కోడ్ ఈ verification code post details zone details ఇచ్చిన వెంటనే మనం డౌన్లోడ్ మెరిట్ లిస్ట్ అనగానే మనకి ఆ యొక్క పోస్ట్ డీటెయిల్స్ మొత్తం కూడా రావడం అనేది జరుగుతుంది కాబట్టి వెంటనే మీరు ఈ యొక్క సైట్కి వెళ్ళి మీరు రిజల్ట్ని మెరిట్ లిస్ట్ని డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి మీరు ఒకసారి చూడొచ్చు ఫ్రెండ్స్ కానీ ఇక్కడ పోస్ట్ డీటెయిల్స్ మనం సెలెక్ట్ చేసిన వెంటనే మనకి ఇంకా అది ఏ పోస్ట్ సెకండరీ గ్రేడ్ ఇవన్నీ కూడా అదే ఓపెన్ అవ్వడం లేదు ఫ్రెండ్స్ అంటే స్కూల్ అసిస్టెంట్ స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఇంకేం ఓపెన్ అవ్వట్లేదు కానీ లింక్ అయితే ఇవ్వడం జరిగింది అది ఓపెన్ అవ్వడానికి కొద్దిగా లేట్ అనేది పడుతుంది పెద్ద లేట్ ఏం పట్టదు ఫ్రెండ్స్ కాబట్టి కొద్దిగా వెయిట్ చేయండి లింక్ అనేది మాత్రం రావడం జరిగింది వెంటనే ఈ డీటెయిల్స్ వచ్చినవన్నీ ఈ డీటెయిల్స్ ఇచ్చేసుకుని మనం ఇమీడియట్గా మనం దీన్ని మెరిట్ లిస్ట్ని డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్